ఎన్ని చేసినా <laughs> బాధలు ఎన్ని పెట్టినా సంస్కారంలో మార్పు టెంపరీగానే వస్తుంది <laughs> ఎందుకు ఎందుకు అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంస్కారం అంటే అక్కడి నుంచి వాళ్ళు ఇస్తున్నటువంటి బోధన నుంచి వస్తుంది కాబట్టి పోలీస్ నుంచి వచ్చినట్టు అదే నువ్వు తపశ్చర్యను పూనుకుంటే నీలో సంస్కారం అనేది నీలోనే పుట్టుకొస్తుంది రాముడికి ఎవరు సంస్కారం బోధించాల్సిన పని లేదు రాముడు నడుచుకున్నదే ఇతరులకు సంస్కారమైంది హనుమంతుడికి ఎవరు చెప్పాల్సిన పని లేదు హనుమంతుడు చేసిన తపశ్చర్య వల్ల రాముడు కూడా ఏం చేస్తే బాగుంటుంది అని హనుమంతుని సలహా తీసుకుంటాడు ఎందుకు తీసుకుంటాడు సంస్కారవంతుడు కాబట్టి ఒక వ్యక్తి సంస్కారవంతుడైతే అతని యొక్క సలహా తనకే కాదు అందరికీ ఉపయోగపడదు అందుకే ఈ సంస్కారాన్ని అందజేసేది తపశ్చర్య తపశ్చర్య చేయాలి వ్యక్తి తపశ్చర్య చేయడం ద్వారా తన యొక్క సంస్కారాన్ని ఇనుమడింప చేసుకుంటాడు ఒక సంస్కారం ఉన్నత సంస్కారానికి అడుగు పెట్టాలంటే సంస్కారంలో కూడా మట్టాలు ఉన్నాయి వేరు వేరు మట్టాల సంస్కారం ఉన్నాయి ఆ ఒక ఉన్నత స్థాయికి దాని సంస్కారవంతుడు కావాలంటే దానికి మార్గము తపశ్చర్య ఊరికే బోధనలతో పని లేదు ఎంత చెప్పినా కూడా వాడు నీకే మళ్ళీ బోధనలు చెప్తాడు ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఓకే కదా ఇప్పుడు అందరికీ నేను రెస్పాన్సిబుల్ కదా అని వాడు నీకు చెప్తాడు నువ్వు నోట్లో వేలేసుకోవాలి తలకొక్కని సర్లేమ్మా వీడితో ఎందుకు వచ్చి కూడా అని నీ సంస్కారం ఉండలేదు సరేమ్మా నీకు అన్ని తెలుసుగా ధన్యవాదాలు పక్కపోతారు ఎందుకు పోతారు అంటే వాడు సంస్కారం గురించి తెలుసుకున్నాడు కానీ సంస్కారవంతుడు కాదు సంస్కారం గురించి తెలుసుకోవడానికి సంస్కారవంతులు అవడానికి చాలా తేడా సంస్కారవంతులు కావాలా అంటే తపశ్చర్య చేయాలా there is no other way ఎందుకు పాదయాత్ర రమ్మంటాను ఎందుకు రండి తపస్సు చేద్దామంటాను అంటే తపశ్చర్య కొనుక్కోకుండా ఇట్లాంటి పాదయాత్ర అట్లాంటివి చేయకుండా ఆ వ్యక్తి ఎంత తెలుసుకున్నా ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత పెద్ద పెద్ద గురువులకు దండాలు పెట్టున్నా అనో ఎన్ని బోధనలు విని ఉన్నా తానే బోధనలు చేస్తూ ఉన్నా కూడా sorry I'm very very sorry సాధ్యం కాదు ఓకే సో ఇది సంస్కారానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన ఒక ప్రక్రియ దాన్ని తపశ్చర్య సంస్కారంలో వేరు వేరు మట్టాలు ఉండే దాని గురించి నేను మళ్ళా ఎలా ఒక్కొక్క సంస్కారం నుంచి ఇంకో సంస్కారానికి ఇంకో సంస్కారం నుంచి ఇంకో సంస్కారానికి ఎలా ఒక వ్యక్తి ఎదుగుతూ వెళ్ళడానికి తపశ్చర్య తోడ్పడుతుంది అనేది నెక్స్ట్ది కానీ ఈ సంస్కారాన్ని నీవు తెలుసుకున్న సంస్కారాన్ని ఇనుమడింప చేసుకోవడం అనే పదం వాడినా నేను ఇనుమడింప చేసుకోవడం అంటే అర్థం ఏమి అంటే you can not but you follow your సంస్కారం అంతే అర్థం నువ్వు ఏం చేసినా కుక్క తోక వంకర అంట విన్నాం కదా అంటే ఏమి దాని పని అండి ఇట్లా వంకర దాన్ని దెబ్బ కట్టినంతసేపు ఉండొచ్చు వెళ్తే మనకు వంకర అవుతుంది అంటే దాని యొక్క అట్లా అట్లా ఎలా అవుతుందో అదే విధంగా నీలో ఒక సంస్కారం అనేది ఏర్పడిపోయినాక నీకు ఎన్ని రకాలుగా ప్రలోభాలు భయాలు ఇంకోటి మరొకటి పుట్టినా కూడా నువ్వు సంస్కారం వైపే వెళ్తావు తప్ప నువ్వు ఆ ప్రలోభాలకు పడవు విశ్వామిత్రుడు వశిష్ఠులతో ఇచ్చేస్తాడు ఏమి నువ్వేమి నేనేం తక్కువ అని నాకు కూడా బ్రహ్మ విద్య కావాలా నేను కూడా బ్రహ్మజ్ఞాని కావాలి కా అంటాడు కానీ దానికి ఏం చేయాలా అన్నీ ఈయన దగ్గర పెట్టుకుని నాకు ఇవ్వడం లేదని కంప్లైంట్ ఇస్తాడు ఏమి ఈ వశిష్ఠులు అన్నీ పెట్టుకున్నారు నాకు ఇవ్వడం లేదు ఈయనంతా కూడా మోసగాడు అని విశ్వామిత్రుడు ఆయన నిందిస్తాడు నిందిస్తే విశ్వామిత్రుడిని చెప్తాడు వశిష్ఠులు ఎక్కడ కొనగోలు బెనకు చెప్తారు నీకు నేను ఇచ్చేది ఏం లేదు నువ్వు నాకు తీసుకు తీసుకునేది ఏం లేదు నేను నా సంస్కారంతో ఉంటాను నువ్వు నీ సంస్కారంతో ఉంటావు నువ్వు నిజంగా సంస్కారవంతుడి కావాలా నీకు కూడా ఇటువంటి బ్రహ్మ విద్య కావాలా నువ్వు కూడా ఉన్నత స్థాయి సంస్కారాన్ని పొందాలంటే దారి ఒకటే తపస్సు చేయాలి తపస్సు చేయలేదు తప్ప దారి లేదు అయినా అతను ఈ గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా గురువు నన్ను నడిపించు అనే ఒక సంస్కారం లేదు ఎవరికి విశ్వామిత్రుడికి <laughs> ఎందుకంటే తన సంస్కారం ఏమి ఏ వాళ్ళే మనం చేస్తాం ఇప్పుడు మనం ఉంటారు మేము దళితులము మాకు అంత చేయాలని కొంతమంది రా నువ్వు బుద్ధుడు కావాలంటే వచ్చి నేర్చుకో మహానుభావుల దగ్గర వచ్చి పెద్దవాళ్ళ దగ్గర వచ్చి ఉండి తెలుసుకో నీవు సంస్కారం కాబట్టి వాళ్ళేమి ఇచ్చేదే మనం చేయలేము <laughs> మాకు హక్కులు ఉన్నాయి అన్నట్టుగా చేస్తుంది అంటే అది తప్పు కరెక్ట్ కదా ఆ సంస్కారంలో అలాగే మనిషి వ్యవహరిస్తాడు ఆ సంస్కారంలో వ్యవహరించే పద్ధతి అట్లా ఉంటుంది మీ పిల్లలు అట్లే చేస్తారు అంటాడు దగ్గర బా అంటాడు మంచిదే ఎప్పుడో పోయి అది ఏదో తగిలించుకుని వచ్చాక అమ్మ ఏంది ఇట్లయింది అంటే రా నేను నాయన అందుకే చెప్పిందిరా దగ్గర కూర్చో తెలుసుకొని చెప్తా ఇట్లయితాయి జీవితంలో మనం ఎన్నో డిక్కీలు పడి పడింటాం ఎందుకు పడింటాం అంటే ఆ సంస్కారంతో పడింటాం అంతే తప్ప అదేదో వచ్చి మనకు తగలదు మనకి ఏదో చేయదు ఇంతమంది ఇంత చక్కగా నేర్పించే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకోకుండా నేనేదో తెలుసుకోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ ఈ బ్రహ్మ విద్య ఏదో తెలివని విద్య కాదు <laughs> కానీ ఆ తెలుసుకున్న వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవాలనే జ్ఞానం లేదు నా దగ్గర అది అహంకారం అప్పుడు ఒక గురువు దొరకడము ఆ గురువు దగ్గర ఆశ్రయించడము వాళ్ళు కొద్దిగా చూపించడం తెలియజేయడం ఈ దారిలో పోవాలి కానీ నేను మోసుకుపోలేను ఉన్నప్పుడు ఏ ఈ గురువు ఏదో నేను మోసుకుపోతాడు అనుకుంటే నేను ఇక్కడ వదిలేసాడు అనిపించింది ఆయనకు తెలియదేమో అందుకే వదిలేసాడు అనుకో కాదు ఆయన దారి ఆయన వెతుక్కుపోవాలి నా దారి నేను పోవాలి కానీ చూపించవచ్చు అంతే ఇది ఇలా వెళ్ళదు కానీ ఆ గురువును ఆశ్రయించి అలా వెళ్ళాలా అనేటువంటి ఒక భావన కలగడం మొట్టమొదటి సంస్కారం